ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ శాఖలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది నూట ముప్పై ఏడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని బ్రిటిష్ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి డబ్ల్యూసీ బెనర్జీ గారు హ్యూమ్ గారు దాని తర్వాత నవరోజీ గారు ఈ ముగ్గురు పెద్దలు ముంబై పట్టణంలో కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది అలాంటి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల పదహారులో సౌత్ ఆఫ్రికా నుంచి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏదైతే జలియన్వాలా బాగులో కొన్ని వేల మందిని ఆ రోజు ఉండేటువంటి జనరల్ డయర్ గారు వారి ఆదేశం మేరకు పిట్టల్ని కాల్చినట్టు కాల్చినారో ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆ రోజు నుంచి మహాత్మా గాంధీ గారు ఈ దేశ ప్రజలందరినీ ఏకత్రాటిపై తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ బ్యానర్ కింద కాంగ్రెస్ పార్టీ పతాకం కింద వారు పంతొమ్మిది వందల ఇరవైలో ఆ రోజు నిరాకరణ ఉద్యమాన్ని వారు నిర్వహించడం జరిగినది సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం అని ఎవరు కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి ట్యాక్సులు కట్టొద్దని వారు ఆ మాదిరిగా పిలిపివ్వడం జరిగినది పంతొమ్మిది వందల నలభైలో క్విట్ ఇండియా అనే నినాదంతో డూ ఆర్ డై అనేటువంటి నినాదంతో వారు బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పంపేంత వరకు మనం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడదాం కానీ వాళ్ళతో రాజీ లేదనే విధంగా పోరాడడం వల్లనే మన పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రావడం జరిగింది అలాంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి గొప్ప నాయకుల చేతుల్లో భారతదేశం ఈరోజు ఒక ఐదవ గొప్ప ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే ఎదిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను అంటే శాంతియుత పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంతో స్వాతంత్రం రాదని వారు ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ జపాన్ వాళ్ళ సహకారం అంటే జర్మనీ వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళు ఈ బ్రిటిష్ సామ్రాజ్యం పైన దండెత్తడానికి కూడా వారు ప్రయత్నం చేసినారు అలాంటి గొప్ప నాయకులు గొప్ప చరిత్ర ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవస్థాపక దినోత్సవం ఇలా వనపర్తిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇలా కొత్తగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పతాక కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగరవేసి వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఒకసారి స్మరించుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో యువకులంతా కూడా వారి అడుగుజాడల్లో నడవాలి భారతదేశానికి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా విలువలు ఉండేటువంటి ఒక శక్తిగా ప్రపంచంలో ఈరోజు భారతదేశాన్ని నిలబెట్టాలనేటువంటి పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది